Hi friends welcome to nine tech కమిడియోస్ ఈరోజు మనము శ్రీ మేధా టవర్స్ దగ్గర శ్రీ బాలాజీ టవర్స్ దగ్గర ఉన్నాము గుంటూరు జిల్లాలోని నల్లపాడు గ్రామం దగ్గర ఈరోజు గ్రూప్ డికి సంబంధించినటువంటి ఫస్ట్ షిఫ్ట్ అయితే జరిగింది ఆ యొక్క ఫస్ట్ షిఫ్ట్లో ఎలా వచ్చిన క్వశ్చన్లు మ్యాథ్స్ రీజనింగ్ అలాగే సైన్స్ గురించి కరెంట్ అఫైర్స్ గురించి కొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడ షిఫ్ట్ వన్ రాసిన వాళ్ళ గురించి కొంతమందిని ఎంక్వైరీ చేద్దాం బ్రదర్ మీదే ఊరు ఏ ఊరు నుంచి వచ్చారు Bapatla bro Bapatla okay brother చెప్పండి అర్థమెటిక్ ఎలా అంటారు అర్థమెటిక్ కెమిస్ట్రీ ఫిజిక్స్ బయాలజీ కొంచెం కష్టంగా వచ్చినాయి కొంచెం తప్పగానే వచ్చినాయి రీజనింగ్ పార్ట్ తర్వాత general science current affairs okay మీరు అసలు ఏమేమి ప్రిపేర్ అయ్యారు బాగా అన్ని ప్రిపేర్ అయ్యాను బ్రో అన్ని బాగానే ప్రిపేర్ కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదువుకొని ఉన్నారు టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ ఇప్పుడు ప్రజెంట్ మీరు అటెంప్ట్ ఎన్ని చేసి ఉంటారు సెకండ్ అటెంప్ట్ ఇది అది కాదు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు సిక్స్టీ క్వశ్చన్స్ సిక్స్టీ క్వశ్చన్స్ మీ కేటగిరీ తెలుసుకోవచ్చా SC bro SC okay negatives ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా చెప్పలేం బ్రో టూ త్రీ అవుతాయి అయితే అంత ఎక్కువ ఓకే ఓకే బెస్ట్గానే ఎప్పుడు అటెంప్ట్ చేస్తుంటారు మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పండి అర్థమెటిక్ ఎలా ఉంది అంటే ఈజీగా ఉంది యావరేజ్గా ఉంది తప్పుగానే ఉంది అర్థమెటిక్ తప్పు రీజనింగ్ రీజనింగ్ ఈజీగా ఉంది ఓకే ఇంకా జనరల్ సైన్స్ యావరేజ్ మిగతా యావరేజ్ అర్థమెటిక్ వర్క్ అర్థమెటిక్ కొంచెం టఫ్గా ఉంది ఒకవేళ ఒక వన్ వీక్ ఆగి రాస్తే ఇంకొంచెం బాగుండేది అంట ఏం పర్లేదు బ్రో ఇప్పుడైనా ఇప్పుడైనా అప్పుడైనా okay okay brother thank you brother మేము నాని టెక్ వీడియోస్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నాము మీ పేరు ఊరి ఏంటి నా పేరు హరీష్ అండి మాది బాపట్ల బాపట్ల ఓకే బ్రదర్ నాది తనాలి ఓకే మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు నేను రెండు వేల టూ థౌజండ్ నైన్టీన్లోనే అప్లై చేసాం ఇది అప్పటి నుంచి ప్రిపేర్ అయితే అది ఇప్పుడు వచ్చింది త్రీ ఇయర్స్ గ్యాప్ అయ్యి ఇప్పుడు వచ్చింది అన్నమాట కోవిడ్ టైం కదా అందుకని ఆగింది ఓకే మాకు చిన్న డౌట్ ఉంది ఎన్టీపీసీ ఏమన్నా రాశారా మీరు ఎన్టీపీసీ ఎన్టీపీసీ రాశాను అంటే రాశాను ఏ లెవెల్స్ దాకా అంటే ఇప్పుడు ప్రజెంట్ స్టేషన్ అన్న రాశాను ఓకే అది ఇంకా రిజల్ట్ అయితే చూసుకోలేదు రాలేదు ఓకే లెవెన్ వన్ అనేది ఎన్టీపీసీలో లేదు కదా అవునే దానిలో కూడా ఎన్టీపీసీలో లెవెల్ వన్ లెవెల్ టూ రెండు ఉంటాయి ఓకే ఓకే ఓకే అయితే మొన్న సరే ఓకే గ్రూప్ డి గురించి చూద్దాము ఇప్పుడు మీరు ఫస్ట్ కాంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎలా ఉంది మీకు కరెంట్ అఫైర్స్ పర్లేదు ఈ రీసెంట్గానే బిట్లు అడిగాడు twenty twenty one twenty nineteen ఆ లోపే బిట్లు అడిగాడు ఓకే ఇంకా అర్థమేటిక్ మీకు ఎన్నికి ఎన్ని వస్తాయి అర్థమేటిక్ అంటే కొంచెం అంటే అన్ని లెవెల్లో అడిగాడు కొంచెం ఈజీలో అడిగాడు కొంచెం టఫ్లో అడిగాడు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు కదా చదివే వాళ్ళు ఉంటారు బాగా చదివే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కొన్ని టఫ్ బిట్లు అన్నీ పడ్డాయి అన్నమాట టఫ్ ఈజీ కొంచెం బిలో మిడిల్ అనేవి బిట్లు అనేవి కరెక్ట్గా బాగానే అడిగాడు కొన్ని చాప్టర్స్ ఏమైనా చెప్పగలరా అంటే క్వశ్చన్ ఈ క్వశ్చన్ వచ్చిందని ఈ క్వశ్చన్ అంటే అన్ని అన్నిట్లో టచ్ చేశాడు సర్కంఫరెన్స్ సియర్షస్ అన్ని అన్ని టచ్ అయ్యాను జీకేలో మీకు తెలిసిన క్వశ్చన్ ఏంటంటే వచ్చింది బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మీకు గుర్తున్న క్వశ్చన్ జీకేలో రెజిలింగ్ రెజిలింగ్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో wrestling first women women silver ఎవరు ఛాంపియన్ ఎవరు అని రీసెంట్గా ఒలింపిక్ రెజ్లింగ్ ఒలింపిక్ రెజ్లింగ్లో సిల్వర్ ఎవరు గెలుచుకున్నారని వచ్చింది ఇంకా అలానే బయాలజీలో మీకు ఏదైనా తెలుసు బయాలజీలో అయితే అంత అంత పెద్ద ఐడియా లేదు బయాలజీ చూస్తే గుర్తొస్తుంది కెమిస్ట్రీలో అని అంటే మామూలుగా చదువుకున్నాయని చూస్తే వస్తాయి కానీ థ్యాంక్ యూ ఇంకేదన్నా చెప్పాలనుకుంటున్నారు ఎన్ని మార్క్స్కి చేశారు నేను వచ్చరికి అరవై మూడు బిట్లు అటెంప్ట్ చేశాను అసలు టైమే చూసుకోలేదు ఓకే నెగిటివ్స్ అంటే నెగిటివ్స్ అంటే మేబీ ఒక నాకు తెలిసి ఐదారు ఉండొచ్చు ఓకే ఐదారు అనేది కామన్ ఎవరికైనా ఇంకేందంటే మీకు టైం సరిపోయిందా లేదా టైం అయితే సరిపోలేదు అసలు నైంటీ మినిట్స్ కదా నైంటీ మినిట్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అసలు సడన్గా టైం కూడా చూసుకోవాలి ఎగ్జామ్ రాసుకునే వాళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ టైం చూసుకొని టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ చూసుకొని ఎగ్జామ్ రాయండి టైం చూసుకుంటూ రాయండి నేనైతే అసలు టైం చూసుకోలేదు ఎగ్జామ్ అయిపోయిన సంగతి కూడా నాకు తెలియదు ఎగ్జామ్ అయిపోయేదాకా అది టైం సెన్స్ టైం అంటే సిక్స్టీ త్రీ అంటే సెవెంటీ బిట్లే నేను ఓపెన్ చేశాను అనమాట మిగిలిన చూడలేదు చాలా ప్రాబ్లమాటిక్గా ఉండేది ఏదైనా మీరు నెక్స్ట్ షిఫ్ట్లో రాసేవాళ్ళు చాలా స్పీడ్గా అటెంప్ట్ అయితే చేయండి పీడీ అటెంప్ట్ అలా అలాగే టైం చూసుకోండి టైం అలా ఎంత ఉంది మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయి మనం చూడాల్సిన ఎన్ని బిట్లు ఉంటాయి ఆ థర్టీ బిట్స్లో కూడా ఈజీ ఉండొచ్చు డెడ్ ఈజీ ఉండొచ్చు డెడ్ ఈజీ ఉండేవి మేము మిస్ మిస్ అవుతారు అవి మాత్రం మిస్ కాకుండా చూసుకోండి hundred bit hundred bits open చేయండి దాని ఈజీ బిట్లు అనేది ఫస్ట్ అటెంప్ట్ చేయండి టఫ్ అయినవి తర్వాత స్కిప్ చేసుకొని తర్వాత చూసుకోండి అది నేను చెప్పే సజెషన్ అయింది okay thank you brother brother మీ పేరు మీ ఊరు ఒకసారి చెప్పండి పేరు పునరావండి చందోలు చందోలు నుంచి వచ్చారు ఓకే మీరు రెండు వేల పంతొమ్మిదిలో అయితే అప్లై చేశారు అప్పుడు ఎలా మీ ప్రిపరేషన్ ఎలా సార్ కొనసాగింది ప్రిపరేషన్ పర్లేదండి బాగానే సాగింది అయితే ఎగ్జామ్ అనేది ముందు టైం చూసుకోవాలి ఎగ్జాక్ట్గా ఓకే ఎంట్రన్స్ అయిన తర్వాత టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ రాస్తే అన్ని బిట్ అన్ని బిట్స్ ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్గా చెక్ చేసుకుంటే వెళ్ళిపోండి ఈజీ ఉన్నాయని పెట్టేసుకుని నెక్స్ట్ సమ్స్ వచ్చేసరికి అక్కడ నుంచి సెకండ్ రౌండ్లోకి వచ్చేసరికి సమ్స్ అనేది చేసుకుంటూ వస్తే ఈజీగా జాబ్ వచ్చేసింది ఇప్పుడు మీకు అర్థమేటిక్లో కొన్ని క్వశ్చన్స్ ఏమైనా చెప్పగలరా కొన్ని క్వశ్చన్స్ అంటే కొన్ని ఏమో కంటెంట్ నుంచి ఇచ్చారండి కొన్ని క్వశ్చన్స్ టెక్నోమీటర్ నుంచి ఓన్లీ వన్ క్వశ్చన్ ఇచ్చారు టెక్నోమీటర్ నుంచి ఓకే అర్థమేటిక్లో వచ్చేసరికి పర్సంటేజ్ పర్సంటేజ్ టూ సమ్స్ దాకా ఇచ్చారు టూ త్రీ సింప్లిఫికేషన్ బాట్ మార్క్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి అంటారు టూ సమ్స్ వచ్చినాయండి ఓన్లీ టూ ఓన్లీ టూ వచ్చినాయి ఫిజిక్స్ ఫిజిక్స్లో అయితే ఫిజిక్స్లో అయితే అనుకున్నంతగా డిఫరెంట్గా ఇచ్చాడు లైట్స్లో లైట్స్లో ఎక్కువ ఇచ్చారండి లైట్స్లో మనకి కటకాలు దర్పణాల నుంచి ఎక్కువ ఇచ్చారా అంటే మన వక్రతా కేంద్రం దగ్గర పెట్టినప్పుడు ఎలా వచ్చింది అలా వచ్చాడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయి మిద్య ప్రతిబింబాలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో ఉన్నాయి కదా అదే ప్రతిబింబం తలకిందులుగా ఉందా నీలుగా ఉందా ఆ టైప్లో వస్తున్నాయి మ్యాక్సిమం లైట్స్లో లైట్స్లో నుంచి చూసుకోవాలండి అంతే లైట్స్లో hmm. నుంచి చూసుకుంటే ఈజీగా hmm. వస్తాయి డిఫరెంట్గా ఇచ్చాడు ఇంకా బయాలజీ కెమిస్ట్రీ కానీ చెప్పగలరా బయాలజీ కెమిస్ట్రీ అయితే ఈక్వేషన్స్ ఇచ్చారండి డైరెక్ట్ ఈక్వేషన్స్ ఓకే అంటే రియాక్షన్స్ ఇచ్చాడు ఎక్కువ రియాక్షన్స్ ఓన్లీ వన్ ఇచ్చారు మిగతాది ఒక టేబుల్ లో వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ఇచ్చారు అంతే పీరియడిక్ లో ఇంకా ఏదైనా ఎలిమెంట్ గురించి గా అడిగారా ఒక ఎలిమెంట్ తీసుకొని ఎలిమెంట్ అంటే first element Newland Newland find out చేసినటువంటి ఓకే న్యూలాండ్ అష్టక న్యూలాండ్ అష్టక విన్యాసం నుంచి ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ ఇంకా మన జీకే నుంచి ఏదైనా అదే కరెంట్ అఫైర్స్ నుంచి కానీ జీకే నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి అంటే రీసెంట్గా లేడీ రెస్ట్లింగ్ రెస్ట్లింగ్ లో లేడీ గురించి అడిగా లేడీ గురించి అవును ఇంకేదన్నా గుర్తుంది అది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ట్వంటీ వన్ రెగ్యులర్ ఇంకేమన్నా గుర్తుందా అప్పుడు ఇంకంటే ఇంకా గుర్తిస్తుంటా లేడీస్కి కొత్తగా ఒక పథకం పెట్టారు మామూలుగా అది కేంద్ర ప్రభుత్వం యూనిసెఫ్ రెండు కలిపి వాళ్ళు ఏంటంటే ఆ గవర్నమెంట్ని ఎవరికి అది మామూలుగా కిషోర్ పథకమా లేకపోతే లేడీస్ పథకం అన్నట్టు ఒకటి పెట్టారు ప్లస్ ఒక సమ్మిట్ ఒకటి జరిగింది టెక్నికల్ సమ్మిట్ దాన్ని ఎవరు ప్రారంభించారు ట్వంటీ వన్లో అదొకటి అడిగారు సమ్మిట్ ఏదో ఎడ్యుకేషనల్ టెక్నిక్ అదో టెక్ సమ్మిట్ అది ఎవరు ప్రారంభించారని అడిగారు ఇంకా ఒకటేమో పండగ ఒకటి అడిగారు మామూలుగా ఫెస్టివల్స్ నుంచి ఫెస్టివల్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఇంకదే కొంచెం మోడరేట్ ఇంకేదైనా సబ్జెక్ట్ గురించి చెప్తారా అర్థమేటిక్ కానీ రీజనింగ్ కానీ రీజనింగ్ ఈజీగానే ఉంది సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇచ్చాడు పజిల్స్ ఇచ్చాడు మూడేం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఫజిల్స్ ఏమో రెండు ఇచ్చాడు ఈజీగానే ఉంది ప్లస్ బోర్డ్ మాస్ ఏమో రెండు ఇచ్చాడు క్యాల్కులేషన్స్ ఈజీగానే ఉండే టైమ్ అండ్ వర్క్ ఏమో ఒకటి ఇచ్చాడు ఆల్టర్నేటివ్ డేస్ ఇచ్చాడు ఆల్టర్నేట్ డేస్ మామూలుగా ఎలా అనేది ఒకటి టైం అండ్ వర్క్లో ఇంకోటి అడిగాడు ప్లస్ టైం అండ్ డిస్టెన్స్ రెండు క్వశ్చన్లు అడిగాడు ప్లస్ మెన్సరేషన్లో నుంచి ఒక త్రీ క్వశ్చన్స్ అడిగాడు టెక్నామెట్రీ వన్ క్వశ్చన్ అడిగాడు సైన్ hmm. థియేటర్ అనేది దాన్ని కాటి థియేటర్లో కన్వర్షన్ చేస్తుంది సైన్ థియేటర్లో కన్వర్షన్ అది ఒకటి అడిగాడు రీజనింగ్ hmm. hmm. అంటే ఎలా ఉంది ఓవరాల్గా ఎలా ఉంది ఓవరాల్గా అయితే పేపర్ నాకైతే ఈజీగా అనిపించింది <laughs> ఓకే అనిపించింది ఇంకేం నెక్స్ట్ రాసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ట్రెండ్ బట్టి ఫాలో అవ్వండి ఎందుకంటే రైల్వే వాడు ఒకే ట్రెండ్ బట్టి వెళ్తూ ఉంటాడు కాబట్టి ఈ ట్రెండ్ మీరు ఫాలో అవ్వండి ఎన్టీపీసీ కూడా అదే ఫాలో అయ్యాడు ఆ ట్రెండ్ ప్రకారం వెళ్ళండి కొంచెం ఎన్టీపీసీ రాశా నేను క్వాలిఫై అయ్యాను అంటే నేను మొన్నేమో సిబిటి మామూలుగా యాప్టు టెస్ట్ అయిపోయింది అంటే ఎస్ఎంకి టెస్ట్ కూడా అయిపోయింది టైపింగ్ కూడా అయిపోయింది టైపింగ్ కూడా అయిపోయింది ఓకే కాదు రిజల్ట్స్ రావాల్సి రిజల్ట్ రావాలి <laughs> రాస్తున్నారు మ్యాక్సిమం చాలామంది ఆబ్సెంటీస్ అయితే బాగానే ఉన్నారు రాయండి జాగ్ర జాగ్రత్తగా రాయండి కొంచెం అనాలిసిస్ చూసి రాయండి ఆ అనాలిసిస్ ఫాలో అవుతాడు కాబట్టి రైల్వే వాడు ఓకే థ్యాంక్ యూ అదే మీ పేరు నా పేరు పూర్ణచంద్రరావు ఏ ఊరు మాది Ponnur Ponnur okay brother brother బాగున్నావా హాయ్ ఫ్రెండ్స్ మా నా సబ్స్క్రైబర్ మన ఫ్రెండ్ బెంగళూరులో మనము లెవెల్ సిక్స్లో అయితే మేము కలిసి ఎగ్జామ్ రాయటం జరిగింది బెంగళూరులో కలిసి తిరిగాము ఈరోజు మన బ్రదర్ని కూడా కొంత ఇంటర్వ్యూ చేద్దాము బ్రదర్ మీ పేరు మీ ఊరు నా పేరు వంశీ నేను మాది ఈ ఊరే నసరాపేట దగ్గరలో ఓకే బ్రదర్ ఇప్పుడు ఎన్టీపీసీకి గ్రూప్ డీకి కొంచెం తేడా లేదని చెప్పగలరా ఎన్టీపీసీకి గ్రూప్ డీకి కంటే ఇది ఒక షిఫ్టే కదా కాబట్టి కొంచెం టఫ్నెస్ లెవెల్ అనేది బాగా ఉంది మోడరేట్లో ఉంది నేను రాసిన పేపర్ అర్థమెటిక్ గురించి కొన్ని విషయాలు చెప్తారా ఇంకా అర్థమెటిక్ అంటే కొంచెం ప్యూర్ మ్యాథ్స్ ఉంది కొన్ని కెమిస్ట్రీ బిట్స్ అయితే చెప్పగలరా కెమిస్ట్రీ బ్యాలెన్స్ ఈక్వేషన్ అలా అవి అడుగుతున్నాడు అదే అన్నీ ఇంకా పిరియాడిక్స్ నుంచి ఏమొచ్చినాయి చెప్తారా పిరియాడిక్ టేబుల్ నుంచి పీరియాడిక్ టేబుల్ వచ్చేసి లిథియం టు ఫ్లోరిన్ మధ్య నీకు అటామిక్ uh, రేడియో ఎలా ఉంటుంది బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అడిగాడు blanks okay okay electron affinity increase decrease అలా అడగటం ఆ స్టైలే hmm. ఇంకా బయాలజీ నుంచి ఒక క్వశ్చన్ చెప్తారా బయాలజీ నుంచే అంత ఐడియా లేదు ఫిజిక్స్ ఫిజిక్స్ వచ్చేసి ఇదే మనకు కాన్వెక్స్ లెన్స్ ఉంటాయి కదా దాంట్లో నుంచి లైట్ కనుక జీరో డిగ్రీలో పాస్ అవుతుంది వన్ ఎయిటీ డిగ్రీస్లో పాస్ అవుతుంది అంటే ఆప్షన్స్ అలా ఇచ్చాడు అంటే దాంట్లో నుంచి లైట్ కనుక వెళ్తే అది ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్షన్ యాంగిల్ ఎంత ఉంటుంది అని అడిగాడు ఓకే ఇంకా మన రీజనింగ్ ఎలా ఉందంటారు రీజనింగ్ వచ్చేసి ఇంకా సేమ్ మన ఎన్టీపీసీ లెవెల్స్ రాసాం కదా సిక్స్ ఫైవ్ టూలో ఎట్లయితే హజిల్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఇది మన హంత్ హంత్ స్టైల్లో ఉన్నాయి కొన్ని ప్రపోజల్ అలాంటి రెండు ఇచ్చాడు ఇంకేందంటే మీరు ఆల్రెడీ ఎన్టీపీసీ రాశారు దీనికి దానికి టైం వేరియేషన్ సరిపోయిందా లేదా గ్రూప్ డి టైం బ్రహ్మాండంగా సరిపోతుంది ఎందుకంటే అది దానికి తేడా ఏంటంటే అది వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఏదో హండ్రెడ్ క్వశ్చన్స్ నీకు నైంటీ మినిట్స్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ మనం జాగ్రత్తగా రాసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకే మా అందరికి ఒక డౌట్ ఉంది గ్రూప్ డీకి ఓన్లీ గ్రూప్ డీకి పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎన్టీపీసీకి గ్రూప్ డీకి రెండింటికి పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎన్టీపీసీ వాళ్ళది పై చేయొద్దని అందరు టాక్ మీరేమంటారు అంటే ఇంకా ఎవరైతే లెవెల్స్ అవి రాసి ఉంటారో కామన్గా వాడు కొంచెం వాళ్ళు ఎక్కువ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇంకా కేవలం గ్రూప్ డి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా బాగానే కాంపిటీషన్ ఉంటారు ఇంకా బాగా చదివాలి ఎప్పుడైనా కాంపిటీషనే కదా మన బ్రదర్ ఏమంటున్నారంటే ఎన్టీపీసీకి ప్రిపేర్ అయినా గ్రూప్ డీకి ఇప్పుడు ప్రజెంట్ రాస్తున్నా కానీ ఎవరి టాలెంట్ వాడితే గ్రూప్ డి వాళ్ళైనా కానీ ఛాలెంజ్ చేయొచ్చు ఎన్టీపీసీ వాళ్ళ మీద కూడా అనేది మన బ్రదర్ చెప్పారు మరి మీకు అన్ని డీటెయిల్స్ అందిని అనుకుంటున్నాను ఇంకా అది మన అర్థమెటిక్ అయితే కొంచెం హార్డ్ లెవెల్ అన్నారు రీజనింగ్ ఓకే నార్మలే ఇంకా సైన్స్ వచ్చేసరికి కొంచెం మీడియం టు హార్డ్ లెవెల్ ఇచ్చాడు కొన్ని క్వశ్చన్స్ అయితే పెట్టలేని పరిస్థితి కొన్ని క్వశ్చన్స్ ఈజీగా పెట్టగలిగారు అంటే అడిగేటువంటి విధానం అయితే మారింది అంత సింపుల్గా అయితే లేదు ఇంకా కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారు నెక్స్ట్ ఎవరు అయితే ప్రిపేర్ అవుతారో below one year current affairs ఎక్కువగా అవార్డుల నుంచి అడుగుతాడు ఇంకా సబ్మిట్స్ పొలిటికల్ నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటాడు ఇంకా ఇది ఈరోజు మన ఫస్ట్ షిఫ్ట్లో జరిగినటువంటి ప్రతి డీటెయిల్స్ హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంటు లోక్పాల్గు ఎవరు అనేది అడిగారు ఎకానమీ నుండి ఇంకా ఎకానమీ నుంచి ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాను రూపొందించింది ఎవరన్నట్టుగా అడిగారు అంటే అధ్యక్షుడు కానీ ఎవరైనా ఫస్ట్ ఇయర్ ప్లాన్ నుంచి అడిగాడు ఎకానమీలో ఇంకా జాగ్రఫీ నుంచి గ్రీన్ ఎవర్ ట్రాపికల్ ఫారెస్ట్లు ఎక్కడ ఉంటాయి అనేది అడి అడిగాడంట ఇంకా ఈ విధంగా అయితే తెలిసింది కొంచెం లేటుగా రావడం వల్ల ఇంకొంతమందిని మన వాళ్ళు చేయలేకపోయారు హోమ్స్లా ఫార్ములా గురించి చెప్పారు మన సబ్స్క్రైబర్స్ వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది హోమ్స్లా ఫార్ములా ఇంకా first five year plan head ఇఫ్కా ఇన్ కమిటీ దండి మార్చి పంతొమ్మిది వందల ముప్పై world wrestling champion Anusha Malik గురించి ఇంకా tropical green forest located state ఎక్కడ ఉందని ఇంకా డిఆర్డిఓ మిసైల్స్ గురించి ఒక బిట్ అయితే రావడం జరిగింది ఇంకా సెలినాయిడ్ రిలేటెడ్ ఇంకా దాని బిట్ వచ్చింది ఇంకా క్లీన్ ఇరుల ఎన్విరాన్మెంట్లో మనకి లైకెన్స్ ఉంటాయి కదా ఆ యొక్క లైకెన్స్ గురించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఇంకా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రజెంట్ ఎవరున్నారని అడగటం జరిగింది ఇంకేం అడిగారంటే జైన్ వార్డు మీనింగ్ ఏంటి అని అడిగాడు జైన్ వార్డ్ అంటే ఏమిటి అని ఇంకా యూనిసెఫ్ లాంచ్ చేసినటువంటి ఒక క్యాంపెయిన్ అది గర్ల్ గర్ల్ స్కూల్ గర్ల్స్ కోసం ఒక క్యాంపెయిన్ని ఏర్పాటు చేశారు యూనిసెఫ్ వాళ్ళు ఆ యొక్క క్యాంపెయిన్ నేము కన్యాశిక్ష ప్రివెంట్ ఉత్సవ్ అంట ఈ యొక్క క్వశ్చన్స్ అయితే మన ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి రేపు కూడా నేను వచ్చి second shift third shift maximum చేయడానికి కుదిరిద్ది ఫస్ట్ షిఫ్ట్ అయితే చేయలేను చూద్దాం